లైవ్ ఎందుకంటే మోస్ట్ um, లవ్ చాలా మంది దాన్ని మాకు కమెంట్స్ పెట్టి మాకు చాలా just small video to show how much గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన న్యూస్ మెగావారి అమ్మాయి నిహారిక డివోర్స్ విషయమనే చెప్పాలి గతంలో నిహారిక ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసినప్పుడు భర్తతో విడాకులు తీసుకుంటుంది అనే న్యూస్ బయటకు వచ్చింది కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వరుణ్ నిహారిక నాగబాబు గారు చైతన్యాన్ని అన్ఫాలో చేయడం చైతన్య తమ వెడ్డింగ్ ఫొటోస్ని డిలీట్ చేయడంతో వీరి డివోర్స్ న్యూస్ నిజమే అనిపిస్తుంది ప్రస్తుతం నిహారిక భర్త చైతన్య తన ఇన్స్టాగ్రామ్లో తాజాగా షేర్ చేసిన ఫోటో కింద మీరు నిహారిక విడిపోతున్నారా అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు దాంతో చైతన్య తన కామెంట్ సెక్షన్ని టర్న్ ఆఫ్ చేయడంతో పాటు మనం ఎంతో ప్రేమించిన వారిని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వడం కష్టమైనప్పుడు వాళ్లతో జరిగిన మర్చిపోలేని చెడు అనుభవాలను కూడా గుర్తించుకోవాలి అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ని కూడా షేర్ చేశాడు ప్రస్తుతం చైతన్య షేర్ చేసిన ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది ఇక ఆ పోస్ట్ ద్వారా చైతన్య తమ విడాకుల వార్తని అనాఫీషియల్గానే అనౌన్స్ చేసినట్లుగా భావిస్తున్నారు నెటిజన్లు